Nunca folha. al final libera.

Oh. అది ఓపెన్ చేయరా యూట్యూబ్ అరే లైవ్ వస్తుందేమో యూట్యూబ్ ఓపెన్ చేయి నా వాట్సాప్ లింక్ పంపుతుందిగా ఓపెన్ చేసి అది వస్తు వస్తుందా రాటది చూడు నేను స్టార్ట్ కొడతా కనుపో simulation game damage. వస్తున్నారా ఆ? చూసావేంటి చెరుకు చూసినావా ఇద్దరు నలుగురు నేను వేస్తాను

రాస్తున్నారు రాస్తున్నారు

हेलो नाटन గవర్నర్ కార్యాలయంపై జెండాను ఎగరేస్తారు రాజధాని యాక్టివ్ అధ్యక్షుడు సమైద ఇంటిని మధ్య జరిగిన పోరాటం मैं मुझे तक मौका से रेडी तक शुरू करो जैसे कि तो सभी परमिशन को तो काल पर भक्तों को के लिए रक्षण पर पूर्ण स्थान के लिए तुम्हें रखना चंद्र मेरे जी जितने मेरे बैंक में अच्छा जब बैंक చాలా గౌరవం ఒక చెరువు కన్నా నీళ్ళు ఆగి అల్లకెళ్ళి ఏకలు కానీ ఎట్లాంటివి కానీ పోతుంటారు కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం కానీ ఇటు యూరియలు కానీ ఇటు సేద్యం కానీ ప్రతి ఇబ్బంది జరుగుతుంది కానీ ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నారు

maneira ಕಾಂಗ್ರೆಸ್ ಹಿರಿಯ ನೇತ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ఈ నెల తొమ్మిది తేదీలో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు గులాబీ జిల్లా ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్ర దేశం కాంగ్రెస్ పార్టీ

ఏ సిక్స్ ఎక్స్ వచ్చిందారా సిక్స్ ఎక్స్ రైట్ not that I have accepted this fella. ఇబ్బంది పడుతున్నారా ఎటువంటి దంత సమస్యలకు గణేష్ ఎలా లేరా ఇప్పుడు తీసుకుంటే కారా ఏకేం బుల్లెట్ అయ్యారా ఏకేం వీకెండ్గానే ఉంది డీప్ ఉన్నది ఒక పది ఎన్ని ఉన్నాయి ఏమవుతులే ఇల్లు ఉన్నాయి తీసుకో ఇంకా Thank you.

వాటెందుకు పోయినావురా ఉంటాయి కూడా డిన్నర్ కూడా छोड़ो, हम्म। हाँ। छोड़ो। Mas, mas, వస్తుందా డిన్నర్ కొట్టాలి పడు ఇలాకానే కూల్ சரிதாங்க இல்ல இல்லைங்க அது எவ்வளோன்னு எனக்கு தெரியாது இல்ல இல்ல சார் விட்டுட்டேன். Life and success. Hey. ನಾಯ್ಕೋಟವನ್ರಿ చెప్పు చెప్పురా అలాగే చూస్తురు మంది ఇద్దరు చూస్తురు కొట్టాలను Like and subscribe. గంట గంట 那你备其他。

సృష్టించారు రైతుల బాధను అర్థం చేసుకోవాలన్నారు వరుణ్ గాంధీ అంతకుముందు రైతు సంఘాల నేతలతో స్వతంగా సమావేశమయ్యారు వరుణ్ గాంధీ రైతులకు మద్దతుగా చేశారు కాంగ్రెస్ లీడర్ రైతులు ఈ దేశం ముందుకు అంటూ చేశారు రైతులు దేశ గౌరవం అన్నారు రైతుల దేశం ముందు నిలబడుతున్నారు వ్యవసాయ వికాసం నెలకొల్పడంలో దేశమంతా రైతుల ఉద్యమానికి ఆర్జేడీ సమాజ్వాదీ పార్టీలు మద్దతు ప్రకటించారు హర్వీకేశ్లో దిగింది సిపిఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పార్టీపై కేసు పెట్టింది మనీ లాండరింగ్ అభియోగాలపై పార్టీ ఎంపీ పార్థసారథిని వారం రోజుల కస్టడీకి కోరారు ఈడీ అధికారులు అయితే జ్యుడిషియల్ కస్టడీలోనే మూడు రోజులు ఆయన విచారించడానికి కోరుతున్నారు ముందు కూడా జైల్లో నేను పార్థసారథిని విచారించాలని తెలియజేస్తాను నిత్యం దినానికి అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ భవనాలు కొన్ని చోట్ల భవనాలు పనులు సాగుతున్నాయి దీంతో కొందరు ఎమ్మెల్యేలు అద్దె ఇళ్లలో ఉంటే మరికొందరు హైదరాబాద్ లో మొత్తం నియోజకవర్గానికి చుట్టుకు చుట్టుగా scenario, TAM offers the neglect-free basic special skills. ప్రతి రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రతి ఎమ్మెల్యేకి క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తామని ప్రతి నియోజకవర్గంలో జగన్ ఎమ్మెల్యేగా గెలిచిన క్యాంప్ ఆఫీస్ అధ్యక్షుడు రావాలి అనిపిస్తుంది ప్రజాస్వామ్యంటువంటి ఇష్యూస్ మీద ఆయన ఇంటికి వెళ్ళాల్సినటువంటి హైదరాబాద్ లేదంటే వాళ్ళ సొంత సభ ఏయ్ నడలేరు నిలిచిపోయింది జాతీయ జెండాలు పట్టుకుని వహించారు

నాలుగు వందల అరవై ఆరు రన్స్ జడేజా పదిహేడు బ్యాట్స్మెన్ పదిహేను వస్తున్నాడు స్టక్ అయ్యాను Mhm. Voilà. Voilà, dis-moi. Voilà. 미국나라 미국 미국 아니 que hmm आगे Watch out! Watch out! Let's go! This is a simulation game set in a virtual world and does not represent real life. Please play in moderation, take frequent breaks, and play responsibly.